అర్హులైన పెన్షన్దారులకు కార్డుల పంపిణీ వరపర్తి జిల్లా కేంద్రంలోని వరపర్తి మండలంలో కిష్టగిరి పెద్దగూడెం మెంటపల్లి నాచహల్లి గ్రామాలలో అర్హులైన పెన్షన్దారులకి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఊరూరా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ధర్మబద్ధంగా అర్హులై ఉండి పెన్షన్ రాని వారికి వాటిని గమనించి తిరిగి మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుందని ఆ కార్డులు వచ్చిన తర్వాత స్వయంగా నేనే వచ్చి ఆ కార్డులు మళ్లీ అందరికీ అందజేసి వెళ్తానని చెప్పడం జరిగింది కారణం సరైనది అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తారు కలెక్టర్ ద్వారా మళ్ళీ నాకు వస్తాయి అన్ని ఊర్లో మళ్ళీ ఒకనాడు మీటింగ్ పెట్టి కూర్చొని కలెక్టరేట్లో కూర్చొని న్యాయబద్ధంగా ఉన్న ప్రతిదీ కూడా టిక్కు మళ్ళీ నేనే వచ్చి మీ ఊరికి వచ్చి చెప్పేటటువంటి కాయడం పెట్టిన ఊరికే తోలి పెట్టాం మధ్య ఎస్ఎస్